దూరమైన అది ఎంత భారమైన ఎంత దూరమైన అది ఎంత భారమైన ఏసు వైపు చూడు భారమంత తీరు ఏసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు యేసు వైపు చూడు నీ పాడదమంతరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా కలువరి గిరిదను సిలువ మోసినా కలువరి గిరిదను సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా నజరేయుడేసుని ముందు నడువగా ఏసు వైపు చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి భారమైన ఎంత దూరమైన అది ఎంత భారమైన ఎస్సు వైపు చూడు నీ భారమంత తీరు ఎస్సు వైపు చూడు నీ భారమంత తీరు శ్రీరానికి వాటిలో చిక్కుబడినావా తెలసి తెలసి తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిసిరిలో ప్రకాశించు చిరంజీవుడే నిసిరిలో ప్రకాశించు చిరంజీ చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైన ఎంత దూరమైన అది ఎంత రెండు చేతుల పైకి స్వరం అయితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లుతా